నల్గొండ జిల్లా మర్రిగూడ మహిళా హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది నిన్న పోలీసుల విచారణలో భార్య ప్రియాంకను బిడ్డను చంపేశానని అంగీకరించిన హనుమంతు నుండి నిజాల్ని కక్కించారు కుమార్తెను హైదరాబాద్లో ఓ కుటుంబానికి విక్రయించినట్టు హనుమంత్ ఒప్పుకున్నాడు కుమారుడు రామ్ చరణ్ను మల్లేపల్లి దగ్గరలోని బంధువుల దగ్గర ఉంచినట్టుగా పోలీసులు గుర్తించారు అయితే ప్రియాంక కేసును తమ్ముడు ఉపేంద్రచారి సహకారంతో ఛేదించిన పోలీసులు ఇద్దరు పిల్లల్ని గుర్తించారు నల్గొండ జిల్లా మర్రిగూడలో వివాహిత మిస్సింగ్ కేసులో మర్డర్ మిస్టరీని హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా రాబట్టారు మర్రిగూడలో శవమై తేలిన ప్రియాంక కేసును ఆమె సోదరుడు ఉపేంద్రచారి ఇచ్చిన సమాచారం మేరకు ఛేదించారు ఉపేంద్రచారి స్వస్థలం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం మాండ్ర గ్రామం బతుకు తెరువు కోసం తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు అక్క తమ్ముడితో పాటు ఎల్మీనగర్లో ఉంటున్నారు బాధితుడి ఇంటికి దగ్గరలోనే మోరే హనుమంతు అనే కార్ డ్రైవర్ ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక ఇంట్లో చెప్పకుండా భర్తతో వెళ్ళిపోయింది తొమ్మిదేళ్ల క్రితం వెళ్ళిపోయిన అక్క కోసం ఉపేంద్ర వెదకసాగాడు ఇంటి నుండి వెళ్లిన మూడేళ్ల తర్వాత ఉపేందర్కు ఫేస్బుక్ ద్వారా తన సోదరి ఆచూకి తెలిసింది ఉపేంద్ర సోదరి ప్రియాంక పిల్లలతో హనుమంతు ఫోటోను చూసి షాక్ అయ్యాడు వారి ఆచూకీ తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు హనుమంతు స్నేహితుల నెంబర్లు తోటి క్యాబ్ డ్రైవర్ల ఫోన్ నెంబర్ల ద్వారా బావ హనుమంతు ఫోన్ నెంబర్ తెలుసుకుని అతన్ని ఫాలో అయ్యాడు హనుమంతు ఉంటున్న మర్రిగూడకు వెళ్ళిన ఉపేందర్ అక్కడ తన అక్క పిల్లల కోసం వాకప్ చేశాడు తన సోదరి బిడ్డల్ని హనుమంతు చంపేశాడని గ్రామస్తుల ద్వారా తెలుసుకుని షాక్కు గురయ్యాడు అక్కను హత్య చేసి బావిలో పడేసి ఆమెకు పుట్టిన సంతానాన్ని బాబును పాపను కొండమల్లేపల్లికి తెలిసిన వారికి విక్రయించినట్టు ఉపేంద్ర తెలుసుకున్నాడు పాపను హైదరాబాద్లో విక్రయించి మరో వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడని ఆ వాస్తవాన్ని తెలుసుకుని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హనుమంతు నేర చరిత్రను బయటపెట్టారు రెవెన్యూ అధికారుల సమక్షంలో బావిలో ఎముకలు చీర జాకెట్ ఆనవాళ్లు లభించడంతో తదుపరి దర్యాప్తు కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపారు ప్రేమ పెళ్లి చేసుకుని పన్నెండేళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ మహిళ కథ విషాదాంతంగా ముగిసింది కట్టుకున్న భర్తే ఆమెను కిరాతకంగా చంపేసి బావిలో పడేసిన ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడెంలో వెలుగు చూసింది తమ్ముడి ఫిర్యాదు మేరకు భర్త హనుమంతును అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని పడేసిన బావిలో గాలింపు చర్యలు చేపట్టారు వెంకపల్లి గ్రామ శివార్లలో ఉన్న బావి వద్ద నుండి మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని రామ్రెడ్డి గ్రామ సమీపంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో మనం చూస్తున్నాం చుట్టూ గుట్టలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అదునుగా చేసుకున్నటువంటి ఒక దుర్మార్గుడు కట్టుకున్న భార్యను ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సతీమణిని అత్యంత దారుణంగా హత్య చేసి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బావిలోనే పడేసినట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అతను వెల్లడించడం జరిగింది ఇతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు స్థానిక ఎంఆర్ఓ సమక్షంలో పోలీసులు సోదా దీని లోపల సెర్చింగ్స్ అనేది చేపట్టడం జరిగింది అందులో భాగంగా దీనిలో కొన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులను వాళ్ళు వెలికి తీయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎముకలు కావచ్చు అదేవిధంగా ఈ పక్కనే ఉన్నటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి దుస్తులను ప్రాథమికంగా ఈ బావి లోపల నుండి పోలీసులు వెలికి తీయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలీసులు ఒకటే చెప్తున్నారు మృతి చెందినటువంటి మహిళ దాదాపు పది సంవత్సరాలకు పైన కావస్తుండటంతో ఈ బావిలో ఆ మహిళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంత తేలికగా దొరకకపోవచ్చు అని కూడా వారు పేర్కొంటున్నారు ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో వర్షాలు పడటం బావిలోకి నీళ్లు రావటం బావి బావి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడంతో ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా ఆ మహిళ యొక్క ఆవ ఆనవాళ్ళు కావచ్చు ఆ మహిళకు సంబంధించినటువంటి ఈ ఆనవాళ్ళు ఇందులో దొరికే అంత సులువుగా దొరికే అవకాశాలు లేవని కూడా వారు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కేసులో పోలీసులు దర్యాప్తు అనేది ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే ఈ కేసులో హత్యకు హత్యకు పాల్పడ్డటువంటి వ్యక్తిగా అనుమానిస్తున్నటువంటి హనుమంతు ముదిరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో తిరుమల రెడ్డి సాక్షి న్యూస్ రామ్